Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends welcome to nine tech and videos NTPC previous క్వశ్చన్లో భాగంగా ఈరోజు ఐదో క్వశ్చన్ తీసుకుందాం ఏకమా మరియు బీలు రెండు పెట్టెలు వాటిలో ఎనభై ఐదు అరవై ఎనిమిది వస్తువులు ఉన్నాయి అన్నాడు ఎనభై ఐదు అరవై ఎనిమిది డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఒక్కో ప్యాకెట్లో గరిష్టంగా ఎన్ని వస్తువులు ఉండాలన్నాడు కాబట్టి ఇది HCF question HCF method HCF ద్వారా మనం చేయాలి ఇక్కడ ఆప్షన్లు చూసుకుంటే ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదు పదిహేడు వస్తువులు ఎనభై ఐదు వస్తువులు అరవై ఎనిమిది వస్తువులు ఉన్నాయి ఇందులో పదిహేడు అనేది ఎగ్జాక్ట్గా కొట్టుకుపోయిద్ది పదిహేడు ఐదులు ఎనభై ఐదు పదిహేడు నాలుగులు అరవై ఎనిమిది కాబట్టి ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ పదిహేడు హెచ్సిఎఫ్ మెథడ్లో భాగంగా ఈ యొక్క క్వశ్చన్ని చాలా ఈజీగా చేయొచ్చు మరి నా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్